రాయవరం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏపీ సీఎం కప్ రెండు వేల ఇరవై రెండు మండపేట నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా Mandapeta municipal chairperson Pathivada Nookadurgarani AMC chairman Vanaja Naveen Reddy పాల్గొన్నారు 어, 어. 아, ಟಾಸ್ ವಿನ್ ಬೇಕಾಗಿ ಪೇಪರ್ ಡಬ್ಲ್ಯೂಸ್ ಫಾರ್ಮ್ ಅಲ್ಲ ಟಾಸ್ ವಿನ್ ಬೇಕಾಗಿ చూసిన బాక్సింగ్ బౌ ఓపెనింగ్ ఉంది సారు ఆ ఓపెనింగ్ చేసేసిన తర్వాత ఈరోజు కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి కూడా ఈ గౌండు అన్యాక్రాంతం అయిపోతుంది మరి చాలా మంది దీంట్లో చాలా ఇష్టావసరంగా ఈ గ్రౌండ్ ఉపయోగించుకుంటారనేటువంటి ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా స్కూల్లో కొన్ని రూములు కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా కొంత కావాలనేటువంటి కూడా చెప్పారు ఈ స్కూల్ ఈ స్కూల్ అభివృద్ధికి అన్ని విధాలుగానే కూడా నేను సహకరిస్తాను ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపేట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఏది కావాలన్నా చేయడానికి మేము తప్పనిసరిగా మా ప్రయత్నం మేము అనేటువంటిది మనం చేస్తూ ఎప్పుడో రాయవరం మున్సేపు గారు అంటే ఈ రాయవరానికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మున్సిపల్ గారు మున్సిపల్ గారు ఇంటి పేరు ఎవరో ఎవరికీ తెలియదు రాయవరం మున్సిపల్ గారు అనేటువంటిది మాత్రమే తెలుసు ఆ విధంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు చేసినటువంటి మరి కృషికి శాశ్వతంగా ఆ పేరు అలా ఉండిపోతుంది అటువంటి కీర్తి ప్రతిష్ట సంపాదించినటువంటి రాయవరం మున్సిపల్ గారిని మరొకసారి పూర్తి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సందర్భంగానేటువంటి మనం చేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలుసుకుంటూ మీకు అందరికీ కూడా ఆల్ చెప్తూ తెలియజేస్తాం బాక్సింగ్ బాక్స్ ఓపెనింగ్ ఉంది సారు ఆ ఓపెనింగ్ చేసేసిన తర్వాత